మనం కిందికి వెళ్ళిపోతా అలా ట్యాబ్ను చూసావు ఆ ట్యాప్ కానీ దీని మీద పడిపోయింటే డ్రైవర్ అందరూ స్పాటే వరకు ఏడు చేస్తారు ఎందు పుత్రులు ఈ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఐ థింక్ ఇది ఓవర్లోడ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఈ bridge already almost hundred years close to hundred years serve చేసిన bridge nineteen twenty nine built అనుకుంటాను ఇష్యూ జరగడం వల్ల పర్టికులర్గా ఇప్పుడు మన ఊర్లో గ్రామదేవత శ్రీ శేచవతం వారి సంబరాలకి నార్మల్గా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని ఆర్గనైజ్ చేయడానికి పోలీసు వారు కానీ హైవే సిబ్బంది కానీ మిగతా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇప్పుడు హైవే పైన వచ్చే రూట్లో కొంత ఎక్కువ policing as well as lighting కూడా పెంచాల్సి ఉంది పర్టికులర్గా నైట్ టైం మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఇష్యూ సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది సంబంధిత మిగతా అధికారులతో కూడా మాట్లాడి సంబంధిత రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడి ప్రజలకి వీలైనంత ఇన్కన్వీనియన్స్ తగ్గించే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కిప్సాపురం నుంచి పలాస వైపు ఓల్డ్ బహుదా బ్రిడ్జి తెల్లవారి సుమారు ఆరు గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది ఎవరికి ఎటువంటి గాయాలు కానీ తగలలేదు ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేస్తున్నాం